గంట దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే సిందగికే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ I'm getting ripped tonight R.I.P. that Killer West Side Killer గంట దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ ఎలా వెస్ట్ సైడ్ ఎలా దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ I'm getting ripped tonight RIP that Killer West Side Killer దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ Hey, I'm getting ripped tonight. R.I.P. that. Killer, West Side killer.